క్లైమాక్స్ ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్న ఈ సినిమా పేరు ఆర్జీవి తీసిన ఈ క్లైమాక్స్ సినిమాకి ఇప్పుడు ఎక్కువగా రెస్పాన్స్ ఉంటుంది సో లాక్డౌన్లో థియేటర్లన్నీ మూసివేస్తే ఆర్జీవి మాత్రం ఈ సినిమాని తీశారు సో ఈ సినిమా తీసి దీన్ని నెట్లో రిలీజ్ చేస్తున్నారు సో ఈ సినిమా వచ్చేసి హీరోయిన్ వాళ్ళ లవర్తో కలిసి యొక్క ఎడారిలో వెళ్తూ ఉంటారు సో వాళ్ళని అన్నోన్ పర్సన్స్ అటాచ్ చేస్తారు సో అలా జరిగిన స్టోరీని ఈ సినిమాలో తీశారు సో ఈ సినిమా వచ్చేసి హార్ట్ అండ్ రొమాంటిక్ యాంగిల్లో ఉంటుంది Mia Malkova God test two తర్వాత నటించిన సినిమానే ఈ క్లైమాక్స్ సినిమా సో ఈ సినిమా చూడాలంటే ప్రతి ఒక్కరు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో అలా కాకుండా ఫ్రీగా ఎలా చూడాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను so let's begin our video so video start చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ గాయస్ ఈ వీడియో కింద కనపడుతున్న red colour subscribe button click చేయండి అలాగే పక్కన గంట బొమ్మలు ఉంటుంది దాన్ని కూడా ఆల్లో పెట్టుకుని యాక్టివేట్ సో దట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మరిన్ని మూవీస్ ఫ్రీగా మీరు పొందవచ్చు సో లెస్ట్ స్టార్ట్ అవర్ సో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి రండి కిందకి వస్తే ఇక్కడ ఏంటంటే వాచ్ ఆన్లైన్ అని ఉంది లేదా డౌన్లోడ్ ఫుల్ మూవీ హియర్ అని ఉంది సో మీరు ఆన్లైన్ చూడాలనుకుంటే అది చేసుకోండి లేదా డౌన్లోడ్ కావాలనుకోండి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి సో ఒక చిన్న ఒకటి చేయాల్సి ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ మీకు ఇలా వస్తుందన్నమాట సో ఇలా వచ్చిన తర్వాత బాగా బాటంకి కిందకి వెళ్ళిపోండి స్క్రోల్ చేసుకుంటూ సో ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది చూసారా సో ఈ స్టెప్ ఒక్కటే ఉంటుందన్నమాట చిన్న చిన్న స్టెప్ దాని మీద క్లిక్ చేసి దాని తర్వాత క్లిక్ ఇయర్ టు కంటిన్యూ అని ఉంటుంది అది టిక్ అయిపోయిన తర్వాత click here to continue so దాని మీద క్లిక్ క్లిక్ చేశారు అనుకోండి సో మీకు ఇలా వస్తుంది సో కింద స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ టైమింగ్ చూపిస్తుంది చూసారా ఫోర్టీన్ సెకండ్ థర్టీన్ సెకండ్ ఆ బాటంకి వచ్చేయండి ఇక్కడ ప్లీజ్ వెయిట్ అని ఉంది చూసారా సో అది ప్లీజ్ వెయిట్ కాస్త మీకు గెటింగ్ లింక్ అయిన వరకు మీరు వెయిట్ చేయండి అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి friends and family members share చేయండి సో ఈ సినిమా మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి సో అలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా గెటింగ్ లింక్ అని చెప్పేసి ఓపెన్ అయిపోయింది సో మీరు ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు అంతే జస్ట్ ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ డౌన్లోడ్ నవ్వు అని చూసారా సో దాని మీద క్లిక్ చేశారు అనుకోండి మీరు ఏ బ్రౌజర్ వాడినా సరే క్రోమ్ బ్రౌజర్ వాడితే క్రోమ్ బ్రౌజర్ యూసీ బ్రౌజర్ అయితే యూసీ బ్రౌజర్ ఏదైనా వాడుకోవచ్చు అనమాట అనమాట సో మీకు అది కూడా అలాగే స్టెప్స్ ఉంటుందన్నమాట first I'm not a robot అని క్లిక్ చేయాలి దాని తర్వాత కిందకు వచ్చేసి ప్లీజ్ వెయిట్ అని ఉంటుంది గెట్ లింక్ అని వచ్చా కానీ కొట్టేయడమే సో మీకు ఇంకా మరిన్ని మూవీస్ కావాలనుకుంటే ఈ వెబ్సైట్లోనే మీరు బ్యాక్ వస్తే చాలా మూవీస్ అనేవి మీకు కొత్త కొత్త మూవీస్ అనేవి దొరుకుతాయి Hollywood Telugu dubbed movies Bheeshma ఇలాంటి చాలా మూవీస్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది వీడియో మరో వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్